హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయ్ని friends revised exam schedule time table అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు ప్రీవియస్ టైం టేబుల్లో మార్పులు చేసి మళ్ళీ కొత్త షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే గంట గంటా శ్రీనివాసరావు గారు ఫిఫ్టీన్ డేస్ ఎక్స్టెన్షన్ అవుతుంది అని చెప్పడం జరిగిందో వెంటనే ఎగ్జామ్ షెడ్యూల్లో కూడా మార్పులు చేసి డేట్స్తో పాటు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ డేట్స్ నేను చెబుతాను మీరు జాగ్రత్తగా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు hall tickets download of hall tickets పదో తారీఖు నుండి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి ఫ్రెండ్స్ అంటే డిసెంబర్ పది డిసెంబర్ పదిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి ఇక స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళ ఎగ్జామ్స్ గనక చూసుకున్నట్లయితే పంతొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది మరియు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది ఒకరోజు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది రెండో రోజు అంటే టూ డేస్ అనేవి స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక next school assistant languages school assistant languages twenty two December two thousand eight one day మాత్రమే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అనే ఎగ్జామ్ జరపబడుతుంది ఇక next post graduate teachers post graduate teachers వీటిని పీజీటీ అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్స్ వచ్చి ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది మరియు ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అంటే టూ డేస్ అనేవి పీజీటీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఈ టూ డేస్లో పీజీటీ ఎగ్జామ్స్ జరుగుతాయి ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి trained graduate teachers TGT TGT exams అవి కూడా two two days twenty six December two thousand eighteen and twenty seven December two thousand eighteen ఈ రెండు రోజులు టీజీటీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ప్రిన్సిపల్స్ లాంగ్వేజెస్ అదేవిధంగా languages teachers PETs musics craft and art and drawing ఈ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఒక్క రోజులోనే ఎగ్జామ్స్ అన్నీ జరపబడతాయి ఫ్రెండ్స్ మళ్ళొకసారి చెప్తున్నాను ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఈ రోజున ఎగ్జామ్ అనేది జరపబడుతుంది ఇక secondary grade teachers secondary grade teachers వచ్చేటప్పటికి సిక్స్ డేస్ జరుగుతాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అనేవి ఈ సిక్స్ డేస్ ఏ రోజు నుండి ఏ రోజు వరకు అంటే ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి నాలుగు జనవరి రెండు వేల పంతొమ్మిది వరకు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి జరుగుతాయి ఫ్రెండ్స్ అయితే ఇక చూడండి జాగ్రత్తగా conduct of written test test cum TRT TET cum TRT and TRT two thousand eighteen as computer based test ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది సిబిటి సిబిటి మీన్స్ ఆన్లైన్లోనే ఎగ్జామ్ జరపబడుతుంది అని చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఆయన అన్నట్టు ఫిఫ్టీన్ డేస్ పొడిగించి ఎగ్జామ్ షెడ్యూల్ని ఈ విధంగా మార్చడం జరిగింది జాగ్రత్తగా డేట్స్ని గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్ డేట్స్ని ఒకసారి జాగ్రత్తగా వినండి అయితే ఏదైతే డిఎస్సి అభ్యర్థుల యొక్క డిమాండ్స్ ఉన్నాయో అవైతే నెరవేరలేదు ఇంకా ఫ్యూచర్లో అంటే ఈ లోపల ఏవైనా మార్పులు ఏమైనా జరిగే అవకాశం ఉన్నాయో ఒకసారి మనం వెయిట్ చేద్దాం ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ ఎగ్జామ్స్ మీద ఈ డేట్స్ మీద కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ పెట్టడానికి మీ యొక్క కోఆపరేషన్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బాయ్